మీద విపరీతమైన నా కొడుకు నా కొడుకు ఏం చేశాడో తెలుసా నాకు అంటే ఆ ఎక్స్టెన్షన్ అనేది అది లేకపోతే అసలు ఎగ్జిస్టెన్స్కి మీనింగ్ ఉండదు అప్పుడు ఏమవుతుంది మీ మీ మీకు మీకు పొద్దునుంచి నుంచి రాత్రి వరకు వేరే అంటే వేరే ఇంపార్టెంట్ ఆర్ వేరే మోర్ ఎన్హాన్సింగ్ వర్క్స్ చేసే కెపాసిటీ లేని ప్రతి ఒక్కడు కూడా will give extra importance to the these kind of relationships ఎవరెవరైతే అది చేయగలుగుతారో either to non existent or will be much reduce level that is what I observe so పని లేని వాళ్ళు ఎక్కువ బంధాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు ఎక్కువ మంది జస్ట్ ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ninety nine point nine nine nine percent పనిలోనే ఉన్నారు మీ పని నేను కదా అంటే ఆ పని ఏదో పనిలాగా చేస్తారు ఒక ఎక్సైట్మెంట్ ఒక ప్యాషన్తో చేయరు అక్కడ ఆఫీస్కి వెళ్ళి వచ్చేసి అక్కడ చేసి వచ్చి that don't consider as work అది you're doing it for purpose but it more important to inculcate passion and excitement into what you already have అదే ఆ ప్యాషన్ అనేది ఇప్పుడు ఒక మీరు మీరు ఒక సపోజ్ మీరు ఒక మీ కొడుకునో ఎవరినో పదేళ్ళు పదిహేనులో ప్రేమించారు ప్రేమించారు ఒక బంధం ఏర్పరచుకున్నారు ఆయన గబుకుని డిసప్పాయింట్ చేస్తాడు ఏదో చేశాడు మీరు అదే ప్యాషన్ మీ వర్క్లోని ఒక ఎబిలిటీలోని ఒక ఆర్ట్లోని ఒక ఇనానిమేట్ దాంట్లో మీరు డెవలప్ చేయడానికి పెట్టినప్పుడు that only enhance bid and diminish ఇంకా మీ కంట్రోల్ ఉంటుంది అది చెడిపోయినా మీ వలన అవుతుంది కానీ దాని అవ్వదు మీరు చెడగొట్టగలుగుతారు అది మిమ్మల్ని చెడగొట్టలేదు